How does the Krishnapatnam Nandu work? Control, control, control. Let us see. Because I have consultation. Okay? No, no, no, inko kan, inko kan. Okay, come on. గుడ్డ అటు ఇటు ఆడించండి కనుగుడ్డ అటు ఇటు చెప్పండి కనుగుడ్డ అటు కళ్యాణ్ ఎలా ఉందండి ఇప్పుడు కళ్యాణ్ మనిషి కొంచెం కొంచెం మండుతున్నాయి కదా ఓకే కట్ చేసి కట్ ఎక్కడికి ఇది పెరగాలి ముందు ఎంత ఉంది నైన్టీ ఎయిట్ ఉంది ఆఫ్ ఇదే ఆఫ్ తో ముందు నైంటీ ఎయిట్ ఉంది నైన్టీ టూ ఉంది అదేంటి ఏమవుతుందండి ఏమేం రాజు గారు